రెండవదిగా ఆ స్త్రీ ఏం చేస్తున్నానంటే తాను అన్యవరాలైనప్పటికీ అన్ని సంబంధించినది సంబంధించినదైనప్పటికీ అన్ని వంశానికి చెందినదైనప్పటికీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే తన జీవితంలో తన కుటుంబంలో అపవాది చేత పీడింపబడుతున్నటువంటి అనుభవం తనకు ఎదురయ్యిందో ఎప్పుడైతే తన కుటుంబంలో ఆ ప్రతికూలమైనటువంటి అనుభవం తనకు ఏర్పడిందో తను ఏం చేస్తుందంటే పరిగెత్తుకుని దేవుని పాదాల యొద్దకు వచ్చి ఆ మొక్కుతూ ఉన్నట్లుగా తన హృదయాన్ని విప్పి మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ మొట్టమొదటిగా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అంశం ఏంటంటే యేసు పాదాల యొద్ మనకి విడుదల దొరుకుతూ హలలియ నీ బాధాకరమైనటువంటి విషయాల మధ్య నీ శ్రమల మధ్య నీ సమస్యల్లో నువ్వు ఏసు పాదాల యొద్దకు మోకరించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ఏసు పాదాల యొద్దకు వచ్చి నువ్వు నీ హృదయాన్ని విప్పి మాట్లాడడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ఈ పగటి వల్ల దేవాతి దేవుడు అద్భుతకరమైనటువంటి విడుదల నీ జీవితంలో నీ కుటుంబంలో ఇవ్వడానికి దేవాతి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఎందుకన్నా తెలుసా అప్రస్తులుగా అప్రస్తుడు పౌలు ఎఫ్ఎసి పత్రుడు అంటాడు సమస్తాన్ని ఆయన ఎక్కడ ఎక్కడుంచాడంటే ఏసు పాదాల క్రింద వచ్చి ఉన్నాడు ఈ పగడు వల్ల ఏ బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఈ పగడు వల్ల ఏ సమస్య అయినప్పటికీ అది ఆయన పాదాల క్రింద ఉంది కాబట్టి నువ్వు ఆయన పాదాల యొక్కకు వచ్చి నువ్వు చెప్పగలిగినట్లయితే దేవాటి దేవుడు నీ జీవితంలో విడుదలవ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హలలుయ